hi friends welcome to my channel Karthika Puranamu ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు చక్రము దూర్వాసుని క్షమించుట జనక మహారాజా వింటివా దూర్వాసుని యొక్క అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను కూడా వెనక ముందు ఆలోచించక ఒక మహాభక్తుని యొక్క చిత్తశుద్ధిని శంకించినాడు కనుక ఎంతటి గొప్పవారైనను కూడా వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకొనవలెను అటులా దూర్వాసుడు శ్రీమన్నారాయణ వద్ద సెలవు పొంది తను వెన్నంటి తరుముచున్నటువంటి విష్ణు చక్రాన్ని చూచి భయపడుతూ తిరిగి మళ్లీ భూలోకానికి వచ్చి అంబరీషుని వద్దకు వెళ్ళి అంబరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగంతో ద్వాల్సీ పారాయణకు నన్ను ఆహ్వానించితివి కానీ నిన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగం చేయించి నీ పుణ్యఫలమును నాశనం చేయ తలపెట్టింది కాబట్టి నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణములు తీయటికే సిద్ధమైనది నేను విష్ణు వద్దకు వెళ్లి విష్ణు చక్రం వల్ల కలిగినటువంటి ఆపద నుండి రక్షింపము అని చెప్పి ప్రార్థించి తిని ఆ పురాణ పురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్దకు వెళ్ళమని చెప్పినాడు కాన నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపస్సాలినైనను కూడా ఎంత నిష్టగలవాడునైనను కూడా నీ నిష్కలంక భక్తి ముందర ఏమీ పనిచేయలేదు నన్ను ఈ విపత్తు నుండి కాపాడు అని ప్రార్థించును అప్పుడు అంబరీషుడు అనేక విధాల నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే మా మనపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకయో కూడా తొందరపాటులో ఈ కష్టములు కొని తెచ్చుకునేను అయినను ఇతడు బ్రాహ్మణుడు ఇతన్ని చంపవలదు ఒకవేళ నీ కర్తవ్యము నిర్వహింపదలచితవేవి ముందు నన్ను చంపి ఆ తర్వాత దుర్వాస మహాముని చంపుము నీవు శ్రీమన్నారాయణ యొక్క ఆయుధానివి నేను శ్రీమన్నారాయణ యొక్క భక్తుడను నాకు శ్రీమన్నారాయణుడియే ఇలవేల్పు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధముల్లో అనేక మంది లోక కంటకులను చంపితివి కానీ శరణు గోరువారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దూర్వాసుడు ముల్లోకములు తిరిగినను కూడా ఇతన్ని వెంటాడుచూ ఉన్నావే కాని చంపలేదు ఓ దేవా సురాసురాది భూతకోటలన్నీ కూడా ఒక్కటిగా ఏకమైనను కూడా నిన్ను ఏ మాత్రమో ఏమీ చేయజాలవు నీ శక్తికి ఏ విధమైనటువంటి అడ్డు లేదు ఈ విషయము లోకమంతటికీ తెలియను అయినను ఈ మునుపుంగోనికి ఏ అపాయమో కలగకుండా రక్షింపమని చెప్పి ప్రార్థించుచున్నాను నీ ఎందు ఆ శ్రీమన్నారాయణ యొక్క శక్తి అంతయు కూడా ఇమిడి ఉన్నది కాబట్టి నేను నిన్ను వేడుకొంచున్నాను నీవు నన్నును అలాగే శరణు వేడినటువంటి ఈ దుర్వాసుని ఇద్దరిని కూడా రక్షింపము అని అనేక విధములుగా శుతించటం వలన అతి రౌద్రాకారంలో నిప్పులు దక్కుచున్నటువంటి విష్ణు చక్రాయుధము అంబరీషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తాగ్రేశ్వరుడా అంబరీష నీ భక్తిని పరీక్షించుటకు ఇట్లు చేసితను గాని వేరు కాదు అత్యంత దుర్మార్గులు మహాపరాక్రమవంతులు అయినటువంటి మధుకేటబులను దేవతలు అందరూ కూడా ఏకమైనా కూడా చంపజాలనటువంటి మూర్ఖులను నేను దునుమానుట నీ వెరుంగుదువు కదా లోకములో దుష్ట శిక్షణ శిష్ట రక్షణకే శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకముల యందు ధర్మమును స్థాపించుచుండును ఇది ఎల్లరికూ తెలిసినటువంటి విషయమే ముక్కోపియకు ఈ దుర్వాసుడు నీపే పగబోని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లో పెట్టవలనని కన్నులెర్రజేసి నీ మీద చూపినటువంటి రౌద్రమును నేను తిలకించి తిని నిరపరాధివగు నిన్ను రక్షించి ఈ ముని గర్వమును అంచవల్లని ఈ విధంగా తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాదు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు కలవాడు మహా తపస్సాలి రుద్రతేజము భూలోకవాసుల అందరినీ కూడా చంపగలదు కానీ శక్తిలో నాకంటే ఎక్కువేమీయూ కాదు సృష్టికర్తయకు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియకు మహేశ్వరుని తేజస్సు కంటేను ఎక్కువైన శ్రీహరి తేజస్సుతో నిండి ఉన్న నాతో బ్రహ్మ తేజస్సు గల దుర్వాసుడు గాని క్షత్రియ తేజస్సు గల నీవు గాని తులతూగురు నన్ను ఎదుర్కొని జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడే ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకుంటే ఉత్తమము ఈ నీతి ఆచరించువారులు ఎటువంటి విపత్తుల నుండైనా సరే సులభంగా తప్పించుకోగలరు ఇంతవరకు జరిగినంతయు కూడా విస్మరించి శరణార్థే వచ్చినటువంటి ఆ దుర్వాసను గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుము అని చెప్పి చక్రాయుధము పలికెను అంబరీషుడు ఆ పలుకులు ఆలకించి నేను దేవ గో బ్రాహ్మణాదుల ఎందును స్త్రీల ఎందును గౌరవము కలవాడును నా రాజ్యంలో సర్వజనులు కూడా సుఖముగా ఉండవలనని నా అభిలాష కాబట్టి గోరి వచ్చినటువంటి దూర్వాసుణ్ణి నన్ను కూడా కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది మండలంలో కూడా ఏకమైనను కూడా నీ శక్తికి తేజస్సుకు సాటి రావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ గో బ్రాహ్మణ హింసాపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందున్నటువంటి పద్నాలుగు లోకములను కూడా కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు కాబట్టి నీకివే మా మనఃపూర్వక నమస్కారములు అని పలికి చక్రాయుధము పాదములపై పడెను అంత సుదర్శన చక్రము అంబరీషుని లేవదీసి గాఢ ఆలింగనము నర్చి అంబరీష నీ నిష్కలంక భక్తికి ఎంతో మెచ్చితిని విష్ణు స్తోత్రము మూడు ఎందు కూడా ఎవరు పఠింతురో ఎవరు దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుంటారో ఎవరు పరుల్ని హింసించక పరధనమునకు ఆశపడక పరస్త్రీలను చెరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములు చేయకుండా ఉంటారో అట్టి వారి కష్టాలు అన్ని కూడా నశించి ఇహమందును అలాగే పరమందును కూడా సర్వ తొలతూగుదురు కాబట్టి నిన్ను దూర్వాసుని ఇద్దరినీ కూడా రక్షించుచున్నాను నీ ద్వాదశీవ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము యందు ఈ మునిపుంగవుని యొక్క తపశక్తి కూడా పనిచేయలేదు అని చెప్పి సుదర్శన చక్రము అదృశ్యమైను కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం ఏతత్ఫలం కృష్ణార్పణమస్తు పరమేశ్వర అర్పణమస్తు